అందరికీ నమస్కారాలు వెల్కమ్ టు దివ్య సంజీవిని ఈరోజు మనం యోగాసనాల నుంచి మీ హైట్ గ్రోత్ ఏ విధంగా పెంచుకోవచ్చో నేర్చుకుందాము హైట్ గ్రోత్ అంటూనే చాలామంది ముఖాల్లో ఒక చిరునవ్వు వెలిగిపోతుంది ఎందుకంటే హైట్ గ్రోత్ కావడానికి వాళ్ళు పడే తిప్పలు అన్నీ ఇన్ని కాదనమాట ఎందుకంటే ఈరోజు రేపు ఉద్యోగాలు సెలక్షన్లో కూడా హైట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు సార్ నాకు కానిస్టేబుల్ సెలక్షన్ ఉంది ఎస్ఐ సెలక్షన్ ఉంది ఒక్క వన్ ఇంచ్ తగ్గిపోతుందని సరే ఏం చేయాలి అని చెప్పేసి సో అందరికీ నేను చెప్పే టిప్ ఒకటే రెగ్యులర్ ప్రాక్టీస్తో ఏ ఏజ్లో అయినా కూడా అంటే అప్ టు థర్టీ ఇయర్స్ వరకు కూడా వన్ టు టూ ఇంచెస్ వరకు హైటు పెరగవచ్చు సింపుల్ ఆసనాలు ప్రాక్టీస్తో ఈ హైట్ ఎలా పెంచుకోవాలో ఈరోజు నేర్చుకున్నాము సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జిమ్ జిమ్కి వెళ్తూ ఉంటారు హైట్ పెరగడానికి రన్నింగ్ చేస్తూ ఉంటారు స్కిప్పింగ్ చేస్తూ ఉంటారు సో ఇవి వీటి నుంచి కూడా పెరుగుతుంది హైట్ కానీ యోగా నుంచి యోగాసనాల నుంచి చాలా సింపుల్గా చాలా తొందరగా మీ హైట్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది మరి ఏంటబ్బా ఎయిటీన్ ఇయర్స్ దాటితే హైట్ పెరగదు కదా అనే డౌట్ వస్తూ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత కూడా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతారండి అయితే ఎయిటీన్ ఇయర్స్ వరకు బాడీలో సీక్రేషన్స్ అనేటివి రిలీజ్ అయి పెరిగితే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత బాడీలో ఉండే హిడెన్ హిడెన్ హైట్ అనేది పెరుగుతుంది హిడెన్ హైట్ అంటే ఏందబ్బా అని డౌట్ వస్తూ ఉంటుంది హిడెన్ హైట్ అంటే ఏంటంటే సో మన ఒరిజినల్ హైట్ అనేది స్పైన్లో జస్ట్ లైక్ ఒక లాక్ అయిపోయి ఉంటుంది ఎందుకు లాక్ ఏంటబ్బా అని డౌట్ వస్తూ ఉంటుంది ఏంటంటే మనం కూర్చునేటప్పుడు గూని పెట్టుకొని కూర్చోవటం పడుకున్నప్పుడు ముడుచుకొని కూర్చోవటము నడిచేటప్పుడు మూని పెట్టి నడిచడము ఇలాంటి నడవడం వల్ల స్పైన్ అనేది ఇట్లా ఆర్చ్ రావడం జరుగుతుంది అదంతా మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది అనమాట అది వంగిపోవడం వల్ల ఆటోమేటిక్గా మీరు పొట్టిగా కనిపించడం జరుగుతుంది నెక్స్ట్ అట్లా వంగి నడిచి నడవడం వల్ల మీ గ్రోత్ కూడా ఆగిపోయే అవకాశాలు ముమ్మాటిగా ముమ్మాటికి ఉన్నాయండి ఎందుకంటే ఇట్లా వంగి వంగి వంగి వంగి వంగి వంగి పోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వటిబ్రోస్ మధ్యలో డిస్క్లు అనేది ఫ్రీజ్ అయిపోవడము దాని నుంచి స్పైన్కు ఉండే మజిల్స్ నోస్ స్టిఫ్ కావటము నెక్ పెయిన్ రావటము ఇలాంటివి ఒక్కటి రెండు కాదనమాట చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట అవి చిన్న ఏజ్లో బయటికి పడవన్నమాట కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత తర్వాత వీక్నెస్ వచ్చిన తర్వాత బాడీలో ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయన్నమాట సో దయచేసి ఎక్కడైనా కూర్చుంటే గూని పెట్టుకొని కూర్చోవడం మాత్రం చేయొద్దు ఎప్పుడు కూర్చున్నా కూడా స్ట్రైట్గా కూర్చోవాలి నడిచేటప్పుడు కూడా గూని పెట్టి నడవడం అలాంటివి చేయొద్దు నెక్స్ట్ పడుకునేటప్పుడు కూడా ఇట్లా ముడుచుకొని పడుకోవడం అస్సలు మంచిది కాదనమాట ఓకే సో ఇప్పుడు నేను చెప్పే రెండు ఆసనాలతో పాటు లైఫ్ స్టైల్లో సింపుల్ చేంజెస్తో హైట్ని సింపుల్ వేలో ఏ విధంగా పెంచుకోవాలో ఈరోజు నేర్చుకున్నాము మెల్లిగా నిల్చోవాలి నిల్చోవాలి నిల్చోవాలి రెండు కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి గ్యాప్ పెట్టుకొని knee cap contraction thigh muscle contraction చేయాలి మెల్లిగా రెండు చేతుల్ని పైకి లేపి ఇంటర్లాక్ చేసుకోవాలి శ్వాస పీల్చుకుంటూ చేతుల్ని పైకి స్ట్రెచ్ చేసుకుంటూ స్ట్రెచ్ చేసుకుంటూ పైకి ఫస్ట్ హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసుకోవాలి మళ్ళీ షోల్డర్స్ని పైకి స్ట్రెచ్ చేసుకొని బాడీ వెయిట్ అంతా టోస్ పైకి తీసుకురావాలి కాలి వేలు పైకి తీసుకొని హీల్స్ని పైకి లేపాలి ఇది గట్టిగా లాగాలి గట్టిగా లాగాలి గట్టిగా లాగాలి గట్టిగా లాగాలి సో ఇట్లా చేయడం వల్ల స్పైన్ బాగా స్ట్రెచ్ కావడం జరుగుతుంది మీరు ఎక్కడైతే వంగి కూర్చోవడం వల్ల ఏవైతే బ్లాకేజెస్ ఉంటాయో అవన్నీ రిమూవ్ కావడం జరుగుతుంది బ్యాక్ స్పైన్కి ఉండే మజిల్స్ నోస్ అనేటివి టోన్ కావడం జరుగుతుంది అనమాట సో మీ బాడీలో ఉండే హిడెన్ హైట్ అనేది మళ్ళీ కరెక్ట్ కావడం జరుగుతుంది ఈ తాడాసంలో ఈ విధంగా ఆపి ఒక పది సెకండ్ల పాటు ఉండి కిందికి రావాలి నెక్స్ట్ మళ్ళీ స్ట్రెచ్ చేసి పదిహేను సెకండ్ల పాటు ఉండి కిందికి రావాలి మళ్ళీ అదే విధంగా పైకి రేస్ చేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ వరకు ఉండి కిందికి రావాలి ఈ విధంగా five to six rounds practice చేయాలి రెగ్యులర్గా నెక్స్ట్ ఆసన తిరియక తాడాసన కాళ్ళ మధ్యలో ఒక అడుగు గ్యాప్ పెట్టుకోవాలి షోల్డర్ లెవెల్లో గ్యాప్ పెట్టుకొని రెండు చేతులని పైకి రేస్ చేసుకొని ఇంటర్లాక్ చేసుకోండి శ్వాస పెంచుకోండి శ్వాస వదులుతూ మెల్లిగా రైట్ సైడ్కి బెండ్ చేయాలి కరెక్ట్గా చేయాలి మళ్ళీ శ్వాస పెంచుకుంటూ సెంటర్ శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ శ్వాస పీల్చుకుంటూ సెంటర్ శ్వాస వదులుతూ రైట్ సైడ్ ఈ విధంగా టెన్ సెకండ్స్ మళ్ళీ సెంటర్లో వచ్చి మళ్ళీ left side ten seconds centre రావాలి మళ్ళీ రైట్ సైడ్ బెండ్ అయ్యి ఫిఫ్టీన్ సెకండ్స్ మళ్ళీ సెంటర్కి రావాలి లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యి ఫిఫ్టీన్ సెకండ్స్ మళ్ళీ సెంటర్కి రావాలి రైట్ సైడ్ బెండ్ అయ్యి ట్వంటీ సెకండ్స్ మళ్ళీ సెంటర్కి రావాలి లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యి ట్వంటీ సెకండ్స్ ఆపి మెల్లిగా సెంటర్కి వచ్చి రిలాక్స్ నో చూసారు కదా ఎంత సింపుల్గా మీ హైట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చో చూడండి ఈ ఆసనాలు వేసే ముందు కంపల్సరీ లైట్గా వామప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వితౌట్ వామప్ మాత్రము ఈ తాడాసన కానీ తిరియక తాడాసన కానీ ప్రాక్టీస్ చేయొద్దు వామప్ అంటే ఏమీ లేదు మామూలుగా కూర్చొని చేతులు ఇట్లా పెట్టుకొని మీకు ఎట్లా తోస్తే అట్లా ఓకే కొంచెం వామప్ బాడీ ట్విస్ట్ చేయటము నడుము రొటేషన్ చేయటము కాళ్ళు లెగ్ రేసింగ్ చేయటము ఈ విధంగా చేసుకున్న తర్వాత అప్పుడు తాడాసన తిరిగి తాడాసన ప్రాక్టీస్ చేయండి ఒక ఫోర్ మంత్స్లో మీకు గ్యారంటీగా హైట్ అనేది ఇంప్రూవ్ కావడం జరుగుతుంది ఎయిటీన్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రం తొందరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి మాత్రము వన్ టు టూ ఇంచెస్ మాత్రమే తేడా కనిపించడం జరుగుతుందనమాట కానీ